అయ్యా అయ్యా అయ్యా టీ తాగాలి ఒక ఇరవై రూపాయలు ఉండయ్యా టీ పది రూపాయలు కదయ్యా ఇరవై రూపాయలు ఎందుకు నా టీకి పది రూపాయలేనయ్యా నా గర్ల్ ఫ్రెండ్ టీకి పది రూపాయలు అయ్యా అడుక్కున్నాడు గర్ల్ ఫ్రెండా లేదు బాబయ్య నా గర్ల్ ఫ్రెండ్ వచ్చాక నేను అడుకోవాల్సి వచ్చింది బాబయ్య బావా నీ చెల్లితో కాపురం చేటున్న వాళ్ళు కాదు బావా ఏమైంది బావా ఎప్పుడూ డబ్బులు అడుగుతూనే ఉంటుంది బావా అవునా అవును బావా నాలుగు రోజుల క్రితం నాలుగు వేలు అడిగింది బావా మూడు రోజుల క్రితం మూడు వేలు అడిగింది బావా రెండు రోజుల క్రితం రెండు వేలు అడిగింది బావా బావా అదంతా ఎందుకు ఇప్పుడు ఐదు వందలు అడిగింది బావా అవునా అవును బావా అంత డబ్బు ఏం చేసుకుంటారు బావా ఏమో బావ నాకు తెలీదు ఎప్పుడైనా ఇస్తాను కదా oh, అరే బావా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగుపడతాయి అంటావా నీ సంగతి ఏమో కానీ బావా నాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే అదేంటి బావా అలా అంటున్నావు ఎప్పుడు మా ఇంట్లో ఆడిపెడతాను కదా అబ్బాయికి నువ్వు నచ్చావంట మరి అబ్బాయి నీకు నచ్చినట్లేనా మంచి ఉద్యోగం ఆస్తి కూడా ఉన్నాయి కానీ పనులు ఎత్తుగా ఉన్నాయి కదా మమ్మీ మామూలు అయినా నీకు ఇచ్చి కానీ పెళ్ళయ్యాక ఛాన్స్ ఎక్కడ నాన్న తొందరగా ఫోను ఇంట్లో మర్చిపోయావు అన్ని మెసేజ్లు ఏంటి కొత్త కాదమ్మా పక్కింటి పద్మ Yeah.